ఆ పైన మూడు రోజులు నిన్న వచ్చి నిన్న పొద్దున వచ్చి మార్క్ అక్కడేసి మీరు అంతా పగలు కొడతారా లేదో ఇల్లు అని అన్నారండి అక్కడ కాలువ అంట మళ్ళీ మా ఇంట్లో కాలువ మీ ఇంట్లోనా పంచకి కాలం అంట పంచ కింద కాలం అంట తీయండి ఆ పోస్టులు తీయండి అని అన్నారండి నిన్న వచ్చేవాళ్ళు మేము ఎట్ట తీస్తామండి ఆ పోస్టులు మన నీరుడు కట్టిన ఇల్లు అండి ఇది నిన్న వచ్చామంటాడు నిన్న వచ్చానండి ఇది పగలగొట్టమన్నారు ఇది లాస్ట్ టైం ఇది ఇప్పుడు అక్కడ పెట్టాడు మళ్ళీ లాస్ట్ టైం అంటే దీనికి ఇది ఎదురు అర్థం ఉందా అది ఏంటి అది కొలత ఏంటి అసలు దానికి ఏమైనా రాయాలి ఎంత ఏంటని ఉండాలి కదా మొన్న ఇది ఇది ఇది నిన్న తీసుకో ఆ విజువల్ తీసుకో అవును వాటర్ ట్యాంక్ వచ్చిందిగా మరి తర్వాత చూస్తారా సార్ కాపురాలు ఉండే ఇల్లు ఫస్ట్ తీసేయాలి ముందు మీరు జై జనసేన అంటున్నారుగా మీ ఇల్లు తీసేయాలి నిన్న నుంచి పవర్ లేదు నిన్న నుంచి పవర్ లేదు నిన్న మధ్యాహ్నం మన కార్యక్రమం పెట్టినప్పుడు ఏం కంగారు పడదు సార్ వచ్చారు కదా ఏం కంగారు ఏం కాదు నీకు లేదా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ అందరికి ఆ ధైర్యం భరోసా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు జనసేన పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటాం ఈ మూడు వందల ఇళ్ళు నీకోసం ప్రాణాలు ఇడిచి చేద్దాం ఏం కాదు ఏం కాదు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి నీ తొందరగా కోలుకోవాలి ఖచ్చితంగా మనం ఈ మూర్ఖమైన నిర్ణయాలు వీళ్ళందరికీ చెప్దాం ఏం పర్లేదు జాగ్రత్త